hello everyone welcome to my YouTube channel deep life thoughts అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరంతా బాగుంటారని అనుకుంటున్నాను so this is my first video this is my first introduction ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీకు రెండు విషయాలు చెప్తాను అందులో మొదటిది నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను నేను ఈ ఛానల్లో చేయబోయే పోస్టులు ఏంటి అందులో మొదటిది నా చిన్నతనం నుంచి ఈ సొసైటీలో ఇప్పటి వరకు ఈ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయో చూ చూస్తున్నాను చూస్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు సొసైటీ నాశనానికి ఏమేమి ముఖ్య కారణాలో మనుషుల ఆలోచన థాట్స్ ఐ మీన్ థాట్స్ మనుషుల థాట్స్ ఎలా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో పెట్టబోయే వీడియోస్ ఏంటంటే మోటివేషనల్ వీడియోస్ సొసైటీ గురించి సొసైటీలో ఉన్న జనాల గురించి వాళ్ళ థాట్స్ గురించి motivational videos next of all public routine life this is main point public routine life వారు చేసే తప్పులు ఇవి ఛానల్లో పెట్టబోయే పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ సొసైటీలో ఒక ఫ్యామిలీ ఈ సొసైటీలో ఎలా సర్వైవ్ అవుతుంది వాళ్ళు పడే బాధలు ఏంటి వాళ్ళ అనుబంధాలు ఏంటి బంధాలు ఏంటి కష్టాలేంటి సుఖాలేంటి ఇవన్నీ మోటివేషనల్ వీడియోస్ రూపంలో ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను సో మీరంతా కలిసి నా ఛానల్కి సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను please like and share please subscribe